hi friends welcome to my channel మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు మీరు ఏదైనా వెజిటేరియన్ రెసిపీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే తాటి అప్పాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాము తాటి అప్పాలకి పిండి తయారు చేసుకోవడం కోసమని బేసిన్ తీసుకుని ఒక కప్పు చిక్కగా తీసుకున్నటువంటి తాటి గుజ్జు వేసుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు బొంబాయి రవ్వ మిగిలినటువంటి ఈ ప్లేస్లో గోధుమ పిండి నింపుకుని గుజ్జులో వేసుకోవాలి అంటే అరకప్పు బొంబాయి రవ్వ అరకప్పు గోధుమ పిండి అన్నమాట అలాగే ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసుకోవాలి తీపి తగ్గించి తినేవారైతే కనుక బెల్లాన్ని కొద్దిగా తగ్గించుకోండి చివరిగా ఒక పావు స్పూన్ యాలకుల పొడి వేసి పిండిని బాగా కలుపుకోవాలి ఈ తాటి గుజ్జును ఏ విధంగా తీసుకోవాలో తాటి రొట్టి వీడియోలో చాలా క్లియర్ గా చూపించాం కదా ఆ లింకు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది క్లిక్ చేసి చూడవచ్చు అలాగే తాటి గుజ్జుతోటి ఇంకా కొన్ని రకాలు కూడా చేసి చూపించాం కదా రెండు ఛానల్స్లోనూ ఆ లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి క్లిక్ చేసుకుని చూడవచ్చు పిండిని మనం ఈ విధంగా ఉండ అయ్యేటట్లుగా కలుపుకోవాలి అదే ఒకవేళ తాటి గుజ్జు కొద్దిగా పలచగా తీసుకున్నట్లయితే కనుక ఒక కప్పు వరకు గోధుమ పిండి పడుతుంది ఈ కొలత గుజ్జు యొక్క చిక్కదనం మీద ఆధారపడి ఉంటుంది తాటి గుజ్జులో మొత్తం అన్ని బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పిండి అంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అప్పాల కోసమని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయింది కదా ఇప్పుడు పిండి ముద్దను ఈ విధంగా చేతిపై వేసుకుని ఇలా కొద్దిగా వేలితో ఒత్తుకుని తీసి ఇలా నూనెలో వేసేసుకోవాలి ఇది చేతిపైనే ఒత్తున అవసరం లేదు ప్లాస్టిక్ కవర్పై లేకపోతే అరిటాకుపై కూడా ఒత్తుకోవచ్చు ముద్దను ఈ విధంగా పెట్టి చేతితో కొద్దిగా ఈ విధంగా ప్రెస్ చేసి తీసి నూనెలో వేసేసుకోవాలి ఇలాగే మిగతా అప్పాలు కూడా వేసేసుకుందాం ఈ విధంగా చేతిపై కానీ ప్లాస్టిక్ కవర్పై కానీ లేదా అరిటాకుపై కానీ వేసేటప్పుడు ముందర దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అప్పుడు పిండి ముద్ద పెట్టి ఈ విధంగా అప్పాలు వేసుకోవాలి ఈ అప్పాలు ఒకవైపు వేగాక మరోవైపుకి టర్న్ చేసుకోవాలి అప్పాలు మంచి రంగు వచ్చాక గరిటిపై వేసుకుని మరొక సహాయంతో ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే కనుక ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నట్లయితే కనుక కిందకి ఓడిపోతుంది తర్వాత అప్పాలను ఈ విధంగా ప్లేట్పై వేసేసుకోవాలి ఇలాగే మొత్తం అప్పాలను వేయించేసుకుందాం చూసారు కదా ఎంతో రుచిగా ఉండే తాటి అప్పాలు తినడానికి రెడీ మరి మీరు కూడా ఈసారి ఇలా తాటి ఫ్లేవర్లో ఉండేటువంటి అప్పాలు వేసుకుని టేస్ట్ చేసేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వెరైటీ వెజిటేరియన్ రెసిపీస్ కోసం నందల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరెన్నో ఉల్లి వెల్లుల్లి లేనటువంటి శాకాహార వంటల కోసమని మా మరొక ఛానల్ చిరావరి వంటశాలను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మా రెండు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ